అందరికీ నమస్కారం నేను ఇక్కడ డాక్టర్ ఏఎస్ రావు నగర్ లో కస్తూరి జ్యువెలర్స్ బ్రాండ్ లాంచ్కి it's specialised in ninety ninety two point five silver jewellery and I'm wearing jewellery it's very beautiful very elegant and very గ్రాండియర్గా ఉన్నాయి చాలా కూడా ఐ మీన్ చాయిస్ ఏం చేసుకోవాలో అర్థం కాలేదు uh, wishing the entire team of uh, Kasturi Silver Jewelry, Kasturi Brothers and Partners all the very best. చాలా అతి తక్కువ టైంలోనే uh, ఇది రెండవ స్టోర్ లాంచ్ చేశారు అంటే they been into retailing for the past thirty years ముప్పై సంవత్సరాల నుంచి రీటైల్ చేస్తూ షోరూమ్స్ uh, ఇప్పుడు ఇప్పుడిప్పుడే లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ చాలా ఇన్మెన్స్ రెస్పాన్స్ లభించింది first showroom in Chandanagar I think beginning of this year and within four five months second store god speak to you guys all the very best ఇంకా గోల్డెన్ స్టోర్స్ ఓపెన్ చేసి సూపర్ సక్సెస్ సాధించాలని నాకు thank I think women and jewellery compliment each other ఏ ఒక్కళ్ళు లేకపోయినా బోసిపోతారు సో ఇది this is Kasturi silver jewellery nine two five silver jewellery మీద gold plated and it's giving equal vibes like gold but uh, బంగారం లేకపోయినా అమ్మాయిలు డల్గా ఉంటారు డల్ అమ్మాయి లేకపోయినా బంగారం ఏంటి అలా షో ఉంటాయి సో వచ్చి కొనేయండి అందరూ నాకు ఇష్టమైన యాక్చువల్లీ నేను కొంచెం అల్ప సంతోషిని jewellery I like taking them ఇంట్లో పెట్టుకుంటాను కానీ వేసుకోవడం చాలా అరుదు వీళ్ళని కూడా బాగా ఇబ్బంది పెట్టాను హెవీ హెవీ జ్యువెలరీ నా వల్ల కాదండి అని. కానీ ఇక్కడ వచ్చాక వేసుకోవాలనిపించి వేసేస్తున్నా బాగుంది thank you madam thank you